ఇదే ఏది బా అయ్యేం ముట్టుకోవద్దు సమయానికి గుళికలన్నీ అయి చచ్చాయి ఏమండి వన్ మినిట్ ఇప్పుడే స్టోర్కి వస్తా స్టోర్ ఒకటికి నీకు ఎన్నిసార్లు చెప్పానే టీలో కాఫీలో గుళికలు కలపొద్దని పేషెంట్లు వచ్చేస్తున్నారని ఆ, సగ్గు బీమలా తగిలిట్టు త్వరగా ఆ తేనె కొంచెం పోయి సరిపోయింది చాలు అదిగో డాక్టర్ గారు వచ్చేసారు ఇదిగోండి అమృతరావు గారు సగ్గు తేనేయమని టూ హండ్రెడ్ పొటన్సీ చాలా పవర్ఫుల్ మందు చేతిలో పోయింది ఆ ఇది ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రోజుకొక గుళిక చెప్పున సంవత్సరం వాడండి <laughs> ఏంటి సంవత్సరమా ఆ, ఉండు ఇంతకీ మీ ఫీజు ఎంతో చెప్పలేదు <laughs> ఎంతమ్మా just two hundred rupees two hundred రూపీసా ఈ మాత్రం దానికే అరే ఊరికే వస్తాయా ఊరుకోవే <laughs> అబ్బే ఏం లేదండి బియ్యము వగైరా అవి ఇవి రేట్లు బాగా పెరిగిపోయాయి కదండి కాస్ట్ ఆఫ్ లివింగ్ గురించి మా ఆవిడ అలా మాట్లాడుతుంది మీరేం మరీ కాకండి ఇదిగో ఈ గుళికలు తీసుకోండి వస్తామండి నమస్తే ఆడికి నమస్కారం పెడతావేంటే అమ్మా అబ్బా ఓరి దేవుడు ఇప్పటికి నలభై ఒక్క మంది డాక్టర్లు అయ్యారు ఈ కొత్త డాక్టర్ ఏం చదువుతాడు ఆ డాక్టర్ చెప్పిన టెస్ట్ అన్ని చేయించుకున్నా అన్ని చేయించుకున్నానే ఇదిగో మోషన్ టెస్ట్ ఒకటే బ్యాలెన్స్ ఉండిపోయింది మర్చిపోకుండా దాని ల్యాబ్ లో ఇచ్చి ఆఫీస్ కెళ్ళు అలాగే లేదే చిచి ఆ? అవునా నేను చెప్తానులే ఒక్క నిమిషం ఉండు నమస్తే ఏంటి అర్జెంట్ పనుంది ఉంది వన్ అవర్ పర్మిషన్ ఇచ్చారంటే అలా వెళ్ళి ఇలా ఐదు నిమిషాల్లో తిరిగి వచ్చేస్తా వచ్చేస్తావు ఇప్పటికే పది రోజులు హాస్పిటల్స్ అని కడుపు నొప్పని నవ్వులేసావు బోల్డ్ అంత వరకు పెండింగ్ లో పెట్టావు ముందా పంజుడు వెళ్ళు వెళ్ళు ఈడమ్మ కొడుకు డాక్టర్స్ నేను ten o'clock motion test వస్తాను ఫోన్ చేశాను ఈడేమో పంపించట్లేదు ఈ తగలయ్యా తగలయ్యా లారీ సార్ అగ్గిపెట్టుందా ఉందండి ఇయ్యి ఇదిగో వన్ అవర్ అంటే వన్ అవర్ వెంటనే ఇక్కడ ఉండాలి అర్థమైందా అయింది సార్ థ్యాంక్ యూ నేను చెప్తాను ఎక్స్క్యూజ్ మీ మోషన్ శాంపిల్ అరే ఏం సార్ వెళ్ళకడంగా ఉందా సారీ ఐఎమ్ వెరీ సారీ దాని గురించి కాదు రాత్రి ఏం తిన్నారు పులిహోర దద్దోజనం కుడువులు ఆహా ఇందులో ఏమున్నాయి అగ్గి పుల్లలు అగ్గి పుల్లలా మై గాడ్ ఎక్కడో పొరపాటు జరిగింది క్షమించండి ఎక్కడో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను రెండు అగ్గిపెట్లు మారిపోయినాయి నువ్వు దూరంగా నిలబడి ముందు కొంచెం కాదు బాగా కన్ఫ్యూజ్ అయ్యావు అయినా ఎక్కడైనా చెరువు కట్టల పక్కన వెళ్లే వాళ్ళని చూశాను రోడ్ల పక్క వెళ్లే వాళ్ళని చూశాను ఇలా అగ్గిపెట్ల ఛీ! అగ్గిపెట్లో వెళ్లేవాడిని నిన్నే చూశానయ్యా ఛీ, అసలు ఏం జరిగిందంటే విపరీతమైన కడుపు నొప్పి డాక్టర్ టెస్ట్ కి తీసుకురమ్మన్నాడు ఏ, తీసుకెళ్ళాను చెప్పద్దు ఇదిగో రేపటి నుంచి నాకు ఏమీ ఇవ్వద్దు ఒకవేళ పొరపాటున నీ దగ్గర ఉన్నా సరే జేబులో దాచుకో అంతే పో సార్ పో సార్ నా అగ్గి పెట్టవురా అగ్గి పెట్టి అగ్గి అంటావు అందులో నీ బంగారం ఏమైనా దాచుకున్నావా జాగ్రత్త మెల్లిగా మెల్లిగా అయ్యో సారీరా సారీ డాక్టర్ గారు రండి రండి నమస్కారం నమస్కారం వీడు నా ఫ్రెండ్ అమృతం కూర్చో కడుపు నొప్పితో మూడు వారాల నుంచి తెగ బాధపడిపోతున్నాడు ఎంతో మంది డాక్టర్లకు చూపించామండి యునాని ఆయుర్వేదం అలోపతి హోమియోపతి కరోడుపతి క్షమించాలి రకరకాల మందులు వాడి ఫలితం లేదు <laughs> పైగా ఎన్ని టెస్టులు చేసినా కూడా అసలు డయాగ్నోస్ చేయలేకపోతున్నారు అవునండి మా ఫ్రెండ్స్ ఒకరు ఆనందరావు గారని మంచి సర్జన్ ఉన్నారని మీ పేరు చెప్తే మీ దగ్గరకు వచ్చామండి డాక్టర్ ఈ జన్మకి కడుపు నొప్పి తగ్గుతుందంటారా తదాస్తు దేవతలు ఉంటారు అలా మాటలు ఒకసారి పడుకోండి ఇక్కడ కాదు అక్కడ మెల్లిగా మెల్లిగా మీరు కొంచెం కొంచెం పడుకో అమ్మా ఇక్కడ ఇక్కడ దేంతో పుడుతున్నారు ఏది ఊపిరి గట్టిగా పీల్చు ఇప్పుడు వదిలే ఊపిరి వదిలేమంటున్నాడు చచ్చిపోమని అర్థం సారీ నేను డబ్బు కట్టేసి వస్తాను excuse me nothing to worry అమ్మా అనవసరంగా కంగారు పడుతున్నారు కాకపోతే నీ కడుపులో ఒక చిన్న కణిత ఉంది కణిత ఆపరేషన్ చేసి తీసేద్దాం ఆపరేషన్ అరే కంగారు పడతారు ఎందుకు చాలా చిన్నదే ఈజీనే రోజుకి ఐదారు చేసేస్తుంటాను నేను ఐదారులో ఎన్ని సక్సెస్ అవుతాయి డాక్టర్ ఆ, అవుతాయి ఒట్టు మీరు డౌట్ గా ఒట్టేస్తున్నారు మాట్లాడుకు కడుపు నొప్పి అన్నావుగా మాట్లాడితే కణితి పెద్దదైపోతుంది చేయించండి మీరు blood test urine test X-ray ECG కానీ ఇవన్నీ మేము ఆల్రెడీ చేయించుకుని రిపోర్ట్స్ మీ దగ్గరకు వచ్చాం కదా ఏవో చెత్త ల్యాబ్స్ లో చేయించుకున్న రిపోర్ట్స్ నేను నమ్మను మా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో చేయించుకున్న టెస్ట్ రిపోర్ట్స్ ని నేను నమ్ముతాను సో నా తృప్తి కోసం ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ హలో ఆ కాజోల్ <laughs> ఆ నా వైఫ్ ఆ చెప్పు చెప్పు చెప్పు జ్యువెలరీ షాప్ లో ఉన్నావా వెరీ గుడ్ వెరీ గుడ్ ఏ షాపు తగాచంద్ అండ్ సన్స్ ఓహో very good very good diamond necklace order చేసావా నువ్వు అనుకున్న బడ్జెట్కి ఇరవై వేలు ఎక్కువ పడిందా డబ్బు గురించి నువ్వే వరీ కాకు ఆ ఏర్పాట్లన్నీ నేను ఇప్పుడు చేస్తున్నాను ఓకే ఓకే బాయ్ మీతో పాటు మీ ఆవిడ కూడా టెస్ట్లను చేయించుకుంటే మంచిది ఎవరికి మంచిది మీ నర్సింగ్ హోమ్ మీరు అర్జెంట్గా వెళ్ళి టెస్ట్లను చేయించుకుని వచ్చేయండి వెళ్ళండి జగమే మాయ బ్రతుకే మాయ ఈ కొడుపు మా నేనే పుట్టినరోజు దగ్గర పెట్టుకుని ఆ పాటలు లేకపోతే ఏమిటే ఇప్పటికి తొంభై మంది డాక్టర్లు అయ్యారు వందల కొలిది మందులైని వేల కొలిది డబ్బులైపోయి లక్షల కొలిది పరామర్శలైపోయినాయి ఈ కడుపు నొప్పి మాత్రం అలాగే ఉంది ఇంకెంతకాలం నీకు తెలుసా ఆంజనేయులు అన్నయ్య వాళ్ళ డాక్టర్ కజన్ అమెరికా నుంచి వస్తున్నట్టు ఊరుకో ఇండియాలో ఉన్న డాక్టర్లు అంతా అయిపోయారు ఇప్పుడు ఫారిన్ డాక్టర్లు క్యూ కట్టారనమాట అవును ఇవాళ టైలర్ కి బట్టలు ఇచ్చొద్దాం అనుకున్నాగా మర్చిపోయావా లేలే లేలే అబ్బా ఇదిగోనయ్యా నాలుగు రోజుల్లో అర్జెంట్ గా బట్టలు కావాలి మెజర్మెంట్స్ తీసుకో ఓకే మేడం నిలు ముప్పై లూజు పంతొమ్మిది ఇరవై ఒకటి ఇరవై రెండు నడు ముప్పై నాలుగు ఏమయ్యా నా నడు ముప్పై అయ్యా ముప్పై నాలుగు అంటారేంటి కాదు సార్ ఇదిగో టేప్ చూడండి అరే నీ టేప్ ఏమన్నా తప్పేమన్నాయా నా నడు ముప్పై సార్ థర్టీ ఫోర్ మళ్ళీ అదే మాట మాట్లాడతావు థర్టీ అంటుంటే నా నడుము సంగతి నాకు తెలుసా నీకు తెలుసా మీరు బట్టలు కుట్టించి ఎన్నాలైంది ఎన్నాళ్ళు ఒకటే ఉందయ్యా ఈ మధ్యనే ఓ తొమ్మిది నెలలు అయింది మీకు ఈ మధ్య ఏమైనా కడుపు నొప్పి వస్తుందా మా ఆయన కడుపు నొప్పి నీకు కూడా తెలిసిందా ఎవరు చెప్పారు ఎవరైనా చెప్పేదే ఉందండి మీ పొట్టే చెప్తుంది ఇదిగో చూడండి ప్యాంటు మీద చాలా ఊరుకుతుందో ముప్పై నాలుగు ఉండాల్సిన చోట ముప్పై ఉంటే కడుపు నొప్పి రాదా ఏంటి మీరు పని చేయండి ఇప్పుడున్న పాత ప్యాంట్లు అన్ని రిపేర్ చేయించుకుని కొత్త ప్యాంట్లు ముప్పై నాలుగు పెట్టించుకోండి దెబ్బ కడుపు నొప్పి గిడుపు నొప్పి ఎగిరిపోద్ది ఏంటి ప్యాంటు టైట్ అవటం వల్ల నాకు కడుపు నొప్పి వచ్చిందా నువ్వు డాక్టర్లకే డాక్టర్ అయ్యా ఆహా నా కడుపు నొప్పి ముందే ఎక్కడికి తీసుకురావాల్సింది